హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా టెక్ వీడియోస్ మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది మనకు తెలుసు సిబిటి వన్ సిబిటి టూ అలాగే skill test medical test document verification ఇన్ని పాస్ అయితే కానీ మనకి పోస్ట్ రాదని కాబట్టి నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఈరోజు చెప్తాను ఓకేనా మరి సిబిటి వన్లో మనం ఏం చేసాము సిబిటి టూలో ఏం చేయాలి స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ఉండిద్ది మరి వచ్చినటువంటి కట్ ఆఫ్ ఈరోజు జనవరి పదిహేను ఆర్మీ డే మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మరి నా యొక్క నిండు వందనాలండి మా యొక్క దేశాన్ని మీరు మన దేశాన్ని మీరు రక్షిస్తున్నందుకు మీ యొక్క ప్రాణాలను తెగించి మరీ మమ్మల్ని కాపాడుతున్నారు మీకు మీ కుటుంబాలకి ఈరోజు ఆర్మీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి విషయంలోకి వెళ్ళిపోదాము జనవరి ఫిఫ్టీన్త్న రిజల్ట్స్ అయితే రావటం జరిగింది నేను చెప్పే ఈ యొక్క వీడియో సికింద్రాబాద్ జోన్ గురించి మాత్రమే చెప్తున్నాను సికింద్రాబాద్ జోన్ గురించి నెక్స్ట్ అసలు level level six level five level three level two వీటి గురించి అయితే నేను చెప్తాను ఈ యొక్క లెవెల్స్లో ఏ ఏ పోస్టులు ఉన్నాయో చెప్తాను ఎంత కట్ ఆఫ్ పెట్టాడు ఏ ఏ క్యాస్ట్కి ఎంతెంత కట్ ఆఫ్ పెట్టాడు ఏం పోస్టులు ఉన్నాయి ఆ యొక్క పోస్టుల్లో సిబిటి వన్ కానీ సిబిటి టూ కానీ స్కిల్ టెస్ట్ ఏ ఏ పోస్టులకు ఉండిద్ది ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాడు ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్లు కూడా తెలియజేసిన మ్యాక్సిమం నేను మీకు తెలియచేస్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ షూరిస్తున్నాను ఓకేనా మరి టెలిగ్రామ్ ఛానల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉండిద్ది అందులో జాయిన్ అవ్వండి అందులో పీడిఎఫ్లు ఉన్నాయి సికింద్రాబాడ్యి మరి కట్ ఆఫ్ పీడిఎఫ్లు అలాగే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ కూడా ఉండటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఈ యొక్క వీడియోలో నేను లెవెల్ సిక్స్ అండి స్టేషన్ మాస్టర్ కమర్షియల్ అప్రెంటిస్ గురించి చెప్తాను నెక్స్ట్ ఇదే రోజు ఇంకా అనేక వీడియో లెవెల్ ఫైవ్ గురించి చేస్తాను అంటే లెవెల్ సిక్స్లో ఏం పోస్టులు ఉన్నాయి ఓకే ఎన్ని పోస్టులు ఉన్నాయి సిబిటి వన్లో సిబిటి టూలో అలాగే స్కిల్ టెస్ట్ ఏముండిద్ది ఏమేం చేయాలి వచ్చినటువంటి కట్ ఆఫ్ ఈరోజు వచ్చినటువంటి కట్ ఆఫ్ ఏ ఏ కేటగిరీకి ఎంత ఉంది అలాగే మెడికల్ టెస్ట్ మనకి ఐ విజన్ కానీ ఫిజికల్ టెస్ట్ చేస్తారు కదా వీటి గురించి ఈరోజైతే మాట్లాడుకుందాం లెవెల్ సిక్స్ గురించి లెవెల్ సిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం ఓకేనా ఈ యొక్క లెవెల్ సిక్స్ అనేటువంటి పోస్టులు మొదటగా డిగ్రీ ఉన్న వాళ్ళకి అప్లికేషన్ అయితే ఉంది డిగ్రీ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సికింద్రాబాద్ జోన్ గురించే చెప్తున్నాను ఉంచుకోండి మైండ్లో పెట్టుకోండి కమర్షియల్ అప్రెంటిస్ వచ్చేసరికి ఈ యొక్క సికింద్రాబాద్ జోన్లో రెండు ఉన్నాయండి ఒకటి ఈస్ట్ కోస్టర్న్ రైల్వే రెండవది సౌత్ సెంట్రల్ రైల్వే ఈ రెండు అయితే ఉన్నాయి జోన్స్ ఈ రెండు కలిపి సికింద్రాబాద్ జోన్లో వేసాడు కాబట్టి లెవెల్ సిక్స్లో రెండు పోస్టులు ఒకటి కమర్షియల్ అప్రెంటిస్ ఇంకోటి స్టేషన్ మాస్టర్ కమర్షియల్ అప్రెంటిస్ వచ్చేసరికి నేను చెప్పినట్టుగా ఈస్ట్ కోస్టన్ రైల్వేలో ఒక్కటే ఉంది ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది అది కూడా దాని యొక్క కట్ ఆఫ్ ఎంత పెట్టాడే అంటే ninety five point ninety six ఒక పర్సన్కి ninety five point ninety six వచ్చి ఉంటాయి అతనికి ఈ యొక్క మరి కమర్షియల్ అప్రెంటిస్ అనేటువంటిది రావటం జరిగింది వచ్చిద్ది మరి అతను సిబి టూ వన్ రాయాలి సిబి టూ టూ రాయాలి మన సిబి టూ వన్ రాసిన విధంగానే సిబి టూ టూ కూడా ఉండిద్ది నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ కమర్షియల్ అప్రెంటిస్కి అయితే స్కిల్ టెస్ట్ లేదు ఒకటి సిబిటి వన్ సిబిటి టూ రెండు పాస్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఫిజికల్ ఈ నాలుగు అయిపోతే సరిపోయింది స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఇతనికి లేదు మరి స్టేషన్ మాస్టర్కి ఎవరై ఎవరైతే అర్హత సాధించారో లెవెల్ లెవెల్ సిక్స్లో ఎవరికైతే మరి ఇది క్వాలిఫై అయ్యారో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే స్టేషన్ మాస్టర్ కింద ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయండి మన సికింద్రాబాద్ రైల్వే జోన్లో ఎనిమిది వందల నలభై ఒక్క స్టేషన్ మాస్టర్ పోస్టులు అయితే ఉండటం జరిగింది దీనికి వచ్చేసరికి ఎంతమందిని తీసాడే అంటే ఇరవై మెంబర్స్ని తీయటం జరిగింది ఒక్క పోస్ట్కి వచ్చేసరికి ఇరవై మెంబర్స్ని తీశాడు వన్ ఇస్ట్ ట్వంటీ రేషియోలో మరి ఇప్పుడు సెలక్షన్ అయితే జరుగుతుంది సిబిటి వన్ ఇందులో స్టేషన్ మాస్టర్లకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో మరి డెబ్బై తొమ్మిది point two seventy nine point two రావడం జరిగింది కట్ ఆఫ్ ఎస్సీలకి sixty six sixty six point nine అంటే సిక్స్టీ సెవెన్ ఎవరికైతే అయితే వచ్చినాయో వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అర్హత సాధించారు ఎస్సీల్లో ఎస్టీల్లో sixty three point four sixty four ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు అర్హత సాధించినట్టే ఓబీసీ కేటగిరీలో సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే సెవెంటీ ఫైవ్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు స్టేషన్ మాస్టర్ క్వాలిఫై అయ్యారు ఈడబ్ల్యూఎస్ కోటాలో సెవెంటీ పాయింట్ సిక్స్ ఇచ్చాడు సెవెంటీ వన్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అర్హత సాధించినట్లే ఈ యొక్క ఇరవై మంది కూడా సిబిటి టూకి వెళ్తారు తర్వాత ఎంత కట్ ఆఫ్ పెడతాడో వాడి ఇష్టము ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సరే ఇది ఇలా ఉంది కదా మనకి మెయిన్గా station master CBT one qualify అయిపోతే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే కాదు సిబి టూ టూ క్వాలిఫై అయిపోయి సైకో సిబి టూ టూ కూడా చాలా కష్టంగా ఉండిద్ది రా మార్క్స్ వచ్చేసరికి నెగిటివ్ మార్క్స్ లేకుండా పెట్టుకోవాలి మరి సైకో టెస్ట్ ఉండిద్ది దాన్నే మనకు స్కిల్ స్కిల్ టెస్ట్లు ఏమంటారు అంటే computer based aptitude test computer based aptitude test అంటారు ఈ యొక్క ఎగ్జామ్ మీకు తర్వాత జరిగిద్ది సిబి టూ టూలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్కిల్ టెస్ట్లో ఈ యొక్క ఎగ్జామ్ జరిగిద్ది తర్వాత స్టేషన్ మాస్టర్కి ఐ విజన్ కానీ ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ అంటాడండి ఫిట్నెస్ జనరల్ ఫిట్నెస్ ఉండిద్ది అది ఎవరికైనా కామనే నువ్వు ఏ పోస్ట్కి సెలెక్ట్ అయినా కానీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే నీ ఎత్తు ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు నీ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి బాడీ బాగానే ఉందా అంత కండిషన్లోనే ఉన్నావా అన్నదే జస్ట్ నార్మల్ అది ఎవరికైనా కామను నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్గా పర్టికులర్గా చెక్ చేసుకోవాల్సింది ఐవిజన్ అండి ఈ యొక్క ఐవిజన్ అనేది మెడికల్ టెస్ట్లోకి వచ్చింది సిబిటి వన్ అయిపోయింది సిబిటి టూలో కొంచెం కష్టపడితే ఇందులో కూడా క్వాలిఫై అయిపోతారు ఓకేనా అటెండ్ అవ్వండి మిస్ అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండిద్ది ఇది కొంచెం మీరు కష్టపడాలి ఎందుకంటే ఇది సపరేట్గా ఉండిద్ది ఓకే ఇది కొంచెం కష్టపడాలి ఇందులో కనుక క్వాలిఫై అయిపోతే మ్యాక్సిమం అయిపోయినట్టే ఓకే మరి నెక్స్ట్ విజువల్ టెస్ట్ అండి ఇది నాలుగో టెస్ట్ నాలుగో టెస్ట్ మరి distance six by nine six by nine six by nine ఉండాలి సిక్స్ బై నైన్ ఉండాలి ఇంకోటి అది వితౌట్ గ్లాస్ ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను నేను ఐసెట్ వాడతానండి ఐసెట్ వాడతాను ఆ వితౌట్ ఐసెట్ మన యొక్క చూపు అనేది సిక్స్ బై నైన్ ఉండాలి సిక్స్ బై నైన్ గుర్తుంచుకోండి వితౌట్ గ్లాసెస్ ఓకేనా నెక్స్ట్ నియర్ విజన్ ఎట్ట దగ్గరికి పెడతాడు near vision zero point six ఉండాలి జీరో పాయింట్ సిక్స్ ఉండాలి ఓకే ఒకవేళ మీకు ఇటు గురించి తెలియకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే లేదా యూట్యూబ్లో చూడండి లేదా మీ దగ్గరలో ఎవరైనా ఆప్టికల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కళ్ళద్దాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళైనా ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్తారు ఇది కూడా వితౌట్ గ్లాసెస్ స్టేషన్ మాస్టర్కి ఎవరైతే తర్వాత సాధిస్తున్నారో distance vision six by nine six by nine near vision zero point six zero point six రెండింటికి వితౌట్ గ్లాసెస్ గ్లాసెస్ అనేది లేకుండా ఉండాలి next colour vision colour vision మనకు తెలుసు కదా సర్కిల్స్ ఉంటాయి ఒక కలర్ ఉండిద్ది దాని లోపల ఏదో ఒక అంకో లేకపోతే లెటర్ వేస్తాడు అవి మనం చూసి చెప్పేయాలి కలర్ బ్లైండ్నెస్ ఎవరికైతే ఉండిద్దో వాళ్ళు చెప్పలేరు మ్యాక్సిమం చాలామంది క్వాలిఫై అవుతారు కొంతమంది కలర్ బ్లైండ్నెస్ ఉండేది కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవ్వలేరు నెక్స్ట్ బైనాక్యులర్ విజన్ ఈ యొక్క రెండు కన్నులు మనం బైనాక్యులర్ విజన్ అంటే మనకు తెలుసు కదా పక్షులు చూసేది బైనాక్యులర్ విజన్ టైప్లో అంటే మనం చూసే బైనాక్యులర్ విజన్ ఎలా ఉందనే చెప్తారు నెక్స్ట్ నైట్ విజన్ చీకట్లో మన చూపు ఎలా ఉంది అనేది చూస్తారు next myopic vision myopic vision కూడా ఎన్ని టెస్ట్లు ఉంటాయి కావాలంటే కొంతమంది ఆల్రెడీ చేసుంటారు వీడియోస్ నేనైతే చేయట్లేదు కొంతమంది డీటెయిల్డ్గా ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో మీకు ఒక పారాగ్రాఫ్ లాగా ఓకే చక్కగా వీడియోలు చేస్తుంటాయి చూడండి మరి ఇది స్టేషన్ మనకి లెవెల్ సిక్స్లో కమర్షియల్ అప్రెంటిస్ స్టేషన్ మాస్టర్ ఇవ్వటం జరిగింది కమర్షియల్ అప్రెంటిస్ ఒక పోస్టే ఉంది నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులు స్టేషన్ మాస్టర్ ఉన్నాయి ఈ యొక్క స్టేషన్ మాస్టర్ పోస్టులు రెండింటిలో ఈస్ట్ కోస్టన్ రైల్వేలో ముప్పై ఒక్క పోస్టులు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎనిమిది వందల పది పోస్టులు ఉండటం జరిగింది మరి ఓకేనా వీటి యొక్క మరి ఎనభై ఎనభై మార్కులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు అన్ అన్రిజర్వ్డ్లో క్వాలిఫై అయిపోయారు సిక్స్టీ సెవెన్ అయితే ఎవరికి వచ్చినాయో వాళ్ళు ఎస్సీల్లో మరి ఎస్సీ ఎస్టీకి తేడా ఎంత ఉంది అంటే మూడు మార్కులు తేడా ఉందండి ఎస్సీలకి ఎస్టీలకి మూడు మార్కులు తేడా ఉంది ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి e నా నాలుగు మార్కులు తేడా ఉంది ఓబీఎస్కి ఎక్కువ ఉంది ఈడబ్ల్యూఎస్కి e తక్కువ ఉంది ఓకేనా మరి ఈ విధంగా అయితే ఉండటం జరిగింది స్టేషన్ మాస్టర్కి A two A A two standard vision vision టెస్ట్లో దాన్ని ఏ టూ స్టాండర్డ్ అంటారు ఏ ఏ త్రీ అంటారు బీ టూ అంటారు సి టూ అంటారు మనకి స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి A two standard vision without గ్లాసెస్తో ప్రతి ఒక్క టెస్ట్ అనేది జరిగిద్ది మరి ఎవరికైతే గ్లాసెస్ ఉన్నారో వాళ్ళు స్టేషన్ మాస్టర్కి అర్హత సాధించే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి మరి లెవెల్ ఫైవ్ కానీ త్రీ కానీ టూ కానీ ఎవరైతే సాధించారో లెవెల్ సిక్స్లో కూడా సాధించి వీటిలో కూడా సాధించుంటే స్టేషన్ మాస్టర్ కన్నా మీకు వేరే ఆటల్లో గ్లాసెస్ అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి వేరే ఆటలో వచ్చే అవకాశం ఉంది ఓకేనా మరి ఇదండి సంగతి మరి ఇంకేదన్నా మీకు డౌట్లు ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో అయినా అడగండి యూట్యూబ్లో కామెంట్ చేయండి మెయిన్గా యూట్యూబ్లో అయితే నేను మీకు అందుబాటులోనే ఉంటాను ఇంకివి ఇంకా లెవెన్ లెవెన్ సిక్స్కి వచ్చేసరికి మొత్తం పోస్టులు పదహారు వేల ఎనిమిది వందల నలభై నాలుగు పోస్టులు ఉండటం జరిగింది పదహారు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందిని తీయటం జరిగింది అంత మెంబర్స్ని తీశారు ఎన్ని పోస్టులకి ఎనిమిది వందల నలభై రెండుకి పదహారు వేల మందిని తీయటం జరిగిందండి మరి ఒక్కో పోస్ట్కి వచ్చి ఇరవై మెంబర్స్ ఉన్నారు ఎందుకంటే ఒక పోస్ట్ ఒకళ్ళకే వచ్చింది కాబట్టి సిబిటి టూ ఈ యొక్క తర్వాత మూడు టెస్టులు ఉన్నాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో కలిపి నాలుగు ఉన్నాయి ఈ నాలుగిటికి వచ్చేసరికి వన్ మెంబర్ మట్టికే మిగులుతాడు ఒక పోస్ట్కి వన్ పర్సన్ ఓకే మరి సపోజ్ నేనే ఉన్నాను నేను నాలుగిట్లో సెలెక్ట్ అయ్యాను అనుకోండి level six level five level two level three వీటన్నిటిలో సెలెక్ట్ అయితే వీటన్నిటికీ ఎగ్జామ్ రాయాలి ఓకేనా ఫిబ్రవరిలో జరిగే నాలుగు రోజుల ఎగ్జామ్స్లో ఈ రోజు వెళ్ళాలి ఇంకో రోజు వెళ్ళాలి ఇంకో రోజు వెళ్ళాలి ఇంకో రోజు వెళ్ళాలి నాకు అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది ఓకే నేను కనుక అన్నిటిలో సాధించినట్లయితే అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది ఆ నాలుగు రోజులు కూడా నేను ఎగ్జామ్ రాస్తాను వీటిలో మెరిట్ ఏది వస్తే సపోజు సిబిటి టూలో రెండిట్లో పోయాను అనుకోండి రెండిట్లో ఉంటాను ఈ రెండిట్లో నాకు హైయెస్ట్ మార్క్స్ ఏది వస్తే అందులోకి మళ్ళీ స్కిల్ టెస్ట్ కొన్నిటికి టైపింగ్ టెస్ట్ ఉంది క్లర్క్కి కానీ senior clerk assistant junior commercial account ఇవి ఉన్నాయి కదా వాటి కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంది వాటి నేను లెవెల్ ఫైవ్లో చెప్తాను level five level three level టూల గురించి నేను నెక్స్ట్ వీడియోలు చేస్తాను వాటి గురించి కూడా చూడండి అందులో కూడా నేను మెడికల్ మెడికల్ స్టాండర్డ్స్ స్కిల్ టెస్ట్లో ఏమేమి ఉండిద్ది ఏమేమి చేయాలి ప్రతి ఒక్కటి చెప్తాను ఓకేనా మరి ఉంటాను నేను మీ నాటి వీడియోస్ బాయ్